రణతంత్ర దినోత్సవం come on attack come on come on come on ఐసే కాలు నొప్పిగా ఉంది నేను చెప్తే కమాన్ నా వల్ల కాదు Come on, come on. Ah, ah, ah, ah. Come on. Hey, వస్తున్నా ఉండే దా లే లే కాలు నొప్పిగా ఉంది నేను రాలేకపోతున్నా ఏ, లేరా నా వల్ల కాదు అంజీ అంజీ నీకు విషయం చెప్పాలరా నేను అందుకే వస్తున్నాను రా సరే చెప్పు ముందు నువ్వు చెప్పు అబ్బా చెప్పరా మన ఇద్దరం కలిసి యుద్ధం చేస్తున్నట్టు కలొచ్చింది నీ విషయం చెప్పంటే నేను చెప్పాలనుకుని చెప్తావే నేను చెప్తున్నది నేనేం చెప్పాలనుకున్నానో అదే అరే అయితే ఇద్దరికి ఒకటే కలొచ్చింది నిజమా వాట్ ఏ గ్రేట్ కాకతాళీయం నిజంగా నీ దృష్టిలో నేను ఎప్పుడూ హీరోనేరా అందుకే నీకొచ్చిన కళలో కూడా నన్నే హీరోగా ఆరాధించావన్నమాట అఘోరించావు నేను హీరో నువ్వు ట్రెంబలింగ్ జీరో మరి నాకేంటి నిన్ను దేశాన్ని మోస్తున్న టవరింగ్ హీరోలా వచ్చింది సర్లే ఎవరి డ్రీమ్లో వాడే కదరా star anyway it was a great war ఇద్దరం సోల్జర్స్లా దేశానికి అందించామన్నమాట ఏజ్ బార్ అయిన తర్వాత ఇలాంటి కళ్ళు ఎన్నో చే లాభం నిజమవుతాయా సస్తాయా కరెక్టే మనకిప్పుడు ఆర్మీలో చేరే అవకాశం లేదు అందుకే కనీసం నాలుగు రోజుల్లో వచ్చే రిపబ్లిక్ డే నాడు గుర్తుండిపోయేలా పెరెడ్ని మరిపించేలా సెలబ్రేట్ చేద్దాం గ్రాండ్గా నువ్వు ప్రతిదానికి ఆ గ్రాండ్ అన్న పదం మాత్రం వాడుకురా బాబు నాకు వెన్నులో వణుకు పడుతుంది నువ్వు గ్రాండ్ అన్న ప్రతిసారి మనకు బ్యాండ్ పడుతుంది ఈ వంట సామాన్లు మార్చడం మనకు పెద్ద గగనం అయిపోయింది చూడు ఎంత పాత పడిపోయావు అవును కరెక్టే గాని ముందు ట్వంటీ సిక్స్త్ ఫంక్షన్ గురించి ఆలోచిద్దాం అదేరా ఆ ఫంక్షన్కి ఇవి తలతల్లాడుతూ కనిపిస్తే ఎంత బాగుంటాయి ఇవన్నీ మార్చడానికి ఇరవై వేలు ఖర్చు కనపడుతుంది ఫండ్స్ నిల్లు బట్ ఫంక్షన్ ఫండ్ అయితే కావాలరా రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి దాందే ఉందిరా జెండా వందనమే కదా ఇట్స్ వెరీ సింపుల్ అదే ఆ వందనం చేసే చీఫ్ గెస్ట్ గా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ని పిలిస్తే ఎలా ఉంటుంది ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫా వారి మీ మొహాలు వండ సేమ్ టు యూ నోటికి ఎంత పెద్ద పేరు వస్తే అంత అనేయడమే వెనక ముందు చూసుకోనక్కర్లా వెనక వీడున్నాడు ముందు మీరున్నారు చూసే అన్నాం ఇలాంటి షాకింగ్ మాట్లాడేటప్పుడు ఎక్స్క్యూజ్ మీ కొంచెం బయటికి వెళతారా అని మాలాంటి వాళ్ళని పంపించానండి ఆంజనేయులు గారు అంత వెటకారాలు వద్దులేండి ఏ మేం పిలిస్తే చీఫ్ ఆఫ్ స్టాఫ్ రారా సుబేదార్ కూడా రాడు అసలు మీకు చీఫ్ గెస్ట్గా నేనే ఎక్కువ ఇంకెవరి గురించో ఎందుకయ్యా ఆలోచిస్తారు పండగ నాడు కూడా పాత మొగుడైనా అందంట ఆంటీ ఎవరో ఢిల్లీ దాకా వెళ్ళలేకపోతే సికింద్రాబాద్ మిలిటరీ కంటోన్మెంట్ బ్రిగేడియర్ అయినా పిలుస్తాం అది అదంత ఈజీ కాదు మీ వల్ల కాని వాటి గురించి ఎందుకై అనవసరం కాలయాపం చేస్తారు ఉన్న వాళ్ళతో సర్దుకోక దేనికి తగ్గవాళ్ళు దానికి వస్తేనే బాగుంటుంది నేను తలుచుకుంటే బ్రిగేడియర్ని నాలుగు రోజుల్లో రానున్న రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా తీసుకురాగలను అప్పుడే నా ఆత్మసంతృప్తి కలుగుతుంది నువ్వు బ్రిగేడియర్ని తీసుకొస్తే నేను మీసం తీసేయించుకుంటా నేను రప్పించలేకపోతే నేను మీసం పెంచుతా ఎరా కంటోన్మెంటల్ వచ్చావా సాయంత్రం వచ్చి కలవమన్నారు ఓకే ఏమైందిరా బ్రిగేడియర్ని కలిసావా లేదు ఆయన ఏదో మీటింగ్లో ఉన్నారు రేపు పొద్దున కలవమన్నారు ఎరా బ్రిగేడియర్ వస్తానన్నాడా లేదు అపాయింట్మెంట్ దొరకలేదు ఏమైందిరా అలా గడ్డలు పెంచేసావేంటి గడ్డం కాదు మీసం పెంచాల్సిన టైం వచ్చింది కలవలేకపోయాను నువ్వు డైరెక్ట్ గా బ్రిగేడ్ అని కలిసే బదులు ఆయన పిఎన్ కలిసే ప్రయత్నం చేయొచ్చు కదా ఇన్నాళ్ళు తిరిగింది ఆ పిఎన్ కలవడానికే అదే కుదరడం లేదు సరే వదిలే ఎలారా నేనేమన్నా కాని పని చేస్తున్నానా మంచి పనేగా దేశభక్తితోనే కదా చేస్తున్నాం అందరం గర్వపడే విధంగా ఉండాలనే కదా ఇదంతా చేస్తున్నాం అది వాళ్ళు అర్థం చేసుకోరే ఆ అప్పాజీ ముందు పౌరుషంగా మాట్లాడాను ఇప్పుడు నా పరువేం గాను నేను తలెత్తుకు తిరగలేను రంజీ ఆ గడ్డం తీసేయ్ నాట్ ఓన్లీ గడ్డం మేసం ఆల్సో ఎందుకురా ఎందుకంటే బ్రిగేడియర్ చౌదరి ముందు నువ్వు స్మార్ట్గా ఉండాలి గనక బ్రిగేడియర్ బ్రిగేడియర్ గారు నిన్ను కలవడానికి వచ్చారు hello mister Anjaneyulu I am brigadier Chaudhary sorry నువ్వు నాలుగైదు సార్లు తిరిగినా మా వాళ్ళు నన్ను కలవనీయలేదని విన్నాను ఒరే అమృతం ఇది కళ నిజమా కళ అంటే యు మీన్ అబద్ధమనేగా ఖచ్చితంగా కాదు ఇది పక్క నిజం <laughs> సార్ మీరు మా హోటల్కి రావటం నాకెంతో ఆనందంగా ఉంది చూసావరా ఈ ఆంజనేయులు తలుచుకుంటే ఏమన్నా సాధించగలడు బ్రిగేడియర్ గారు ప్రత్యేకంగా నా కోసమే వచ్చారా అవును ఆయన కేవలం నీ మీద అభిమానంతో వచ్చారు <laughs> సార్ ఈ రిపబ్లిక్ డే నాడు మా స్థాయిలో మా కాలనీ వాసులందరినీ పిలిచి ఓ సైనికాధికారి చేత జెండా వందనం చేయించాలనుకున్నాం నా ఇంటెన్షన్ ఏమైనా తప్పుందా అస్సలు లేదు రోజు చేయించు వస్తాను రోజు జెండా వందనం చేయడం బ్రిగేడియర్ గారు మీ అభిమానం కాకపోతాను అవునవును సార్ ఒకసారి మా అమృత విలాస్ వంటల్ని రుచి చూడండి షూర్ వై నాట్ <laughs> <laughs> ఇడ్లీ మల్లెపూల ఉంది నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది థ్యాంక్ యూ సార్ రెండప్పాజీ గారు ఆంజనేయులు ఈయన మీరు సుబేదారును మాత్రమే గుర్తుపట్టగలరు మీరు బ్రిగేడియర్ రేంజ్ చౌదరి గారు నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ వాడవే ఆంజనేయులు నేనేదో మాట వరుస కంటే నువ్వు అన్నీ సీరియస్గా తీసుకుంటావే నన్ను అప్పాజీ అంటారు సార్ నేను ఇంటికి ఓనను సార్ సికింద్రాబాద్లోని మీ మిలిటరీ ఏరియాలో ఇరవై ఏళ్ల క్రితం నేను అద్దెకుండేవాడిని సార్ అప్పుడు మిమ్మల్ని చూసినట్లేదే నేను మీలా రోడ్ల పట్టుకు తిరగను కదా ఎప్పుడంటే అప్పుడు మీకు కనపడడానికి <laughs> అది నిజమే సార్ అన్నట్టు ఆంజనేయులు మీకు అభిమాని ఓ ఆ రూట్లో వచ్చాడా ఒరే అమృతం అప్పాజీ గారికి పెసరట్టు వేళయింది తీసుకెళ్లి వడ్డించు అప్పాజీ గారు ఇలా రండి ఇలా రండి మాట్లాడాలి రండి సార్ ఇలా రండి కూర్చోండి ఇక్కడ ఉండండి ఏది ఏమైనా మీ ఓట్లో టిఫిన్ చాలా బాగున్నాయి మా మిలిటరీ మెస్ లో మీలాంటి వాళ్ళు చాలా అవసరం అంతా మీ అభిమానం చాలా థ్యాంక్స్ అండి రేపొచ్చి టిఫిన్ లంచ్ డిన్నర్ అన్ని ఇక్కడే చేసేయాలని ఉంది అయ్యో ఎంత మాట మీరెప్పుడొచ్చినా మా గేట్లు తెరిచే ఉంటాయి అలాగే నేను తెస్తాను చూడండి చూడు ఎల్లుండి రిపబ్లిక్ డే నడిచి ఒక కరగంట ఉండి వెళ్ళిపో అప్పనంగా దొరికింది కదా అని ముప్పెద్దులో మెక్కాలని చూడకు త్వరగా బయలుదేరు యాక్చువల్లీ రేపు నేను చాలా బిజీ అన్ని పూటలా ఇక్కడేనంటే కుదరదేమో పోనీ ఒక్క మీల్ కన్నా రండి మీకోసం నేను స్పెషల్గా చేస్తాను ఓకే ఓకే మరీ మొఖమాట పెడుతున్నావు ఒక్క మీల్కి వస్తానులే <laughs> నాకు అవతల అర్జెంట్ వర్క్ ఉంది వస్తా ట్రై చేయండి బ్రిగేడియర్ సాబ్ కొంచెం నన్ను కూడా గుర్తుపెట్టుకోండి అలాగే <laughs> ల్యాండ్ మార్కుల ఇది మీ ఒంటి మీద ఉంటే ఒక్కసారి చూస్తే చాలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి థ్యాంక్ యూ సార్ అంత మీ అభిమానం <laughs> వస్తాను అమృతం వెళ్ళొస్తాను ఆంజనేయులు చాలా మంచిదండి రేపు లంచ్కి రావడం మాత్రం మర్చిపోకండి ఓకే ఓకే ఇవాళ లంచ్ అదిరిపోవాలి బ్రిగేడియర్ని ఇంప్రెస్ చేయాలి ఇవి చూస్తేనే నీరసం వస్తోంది అమృతం అన్నట్టు ఈ పాత సామాను మార్చి కొత్తవి తీసుకోవాలి ఎస్ దానికి సమయం ఇదే ఆ బ్రిగేడియర్ సహాయంతో మిలిటరీ క్యాంటీన్లో అన్నీ ఆఫ్ రేట్లకే కొనొచ్చు అలాగైతే నా దగ్గరున్న పదివేలు సరిపోతాయి రిపబ్లిక్ డేకి కొత్త వాటితోనే కిచెన్ ఓపెన్ చేస్తా అమృతం నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చినట్టు నేను వాడికి ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇస్తా ఆంజనేయులు ఈ పూట మీల్స్తో పాటు స్పెషల్గా డబుల్ ఆమ్లెట్ వేసి పట్టరావయ్యా ఆంజనేయులు ఏమిటో అంత సీరియస్గా రాస్తున్నావు మీరా ఎంతసేపు అండి వచ్చి అంతేలే బ్రిగేడర్ రేంజ్ ఆఫీసర్ పరిచయం అయ్యాక మేమెక్కడ అంతంత వరకు కంటికి చచ్చా అవే మాట్లాడిన అప్పాజీ గారు క్షణంలో మీకు భోజనం వడ్డిస్తా ఏమిటా ఇది కొత్తగా కాపురానికి వెళ్తున్నట్టు కిచెన్ వేరు డొమెస్టిక్ అప్లయన్సెస్తో లిస్టు భారీగా ఉంది అవన్నీ కొనాలండి ఇవన్నీ కొనాలంటే ఇరవై వేలకు పైనే అవుతుంది అది బయట షాపుల్లో అయితే నీకు తెలిసిన వాళ్ళ షాపులో తక్కువకి ఇస్తున్నారా ఏమిటి ఎస్ ద గ్రేట్ బ్రిగేడియర్ గారు ఓహో ఆయన కిచెన్ వేర్ షాప్ కూడా ఉందా ఆయనకు ఒక్కడికే కాదు మొత్తం మిలిటరీ వాళ్ళందరికీ ఉంటుంది మిలిటరీ క్యాంటీన్ ఓ క్యాంటీన్లోనా అవును బ్రిగేడియర్ గారి పేరు మీద ఈ సామాన్లన్నీ తెప్పిస్తా ఆంజనేయులు నువ్వంతా తెలివిగానే చేస్తావు గాని చివరకు వచ్చేటప్పటికి నీ బుద్ధి మందగిస్తుందయ్యా బ్రిగేడియర్ అంత పెద్ద ఆఫీసును ఉపయోగించుకొని ఇంత చిన్న పని నువ్వు చేయించుకునేది అదంత ప్రెస్టేజియస్గా ఉంటుందా చెప్పు నాకు చెప్తే నేను చేసి పెట్టను మీకు మిలిటరీ క్యాంటీన్లో సామాన్లు ఇస్తారా నాకెందుకు ఇస్తారు తెలిసిన వాళ్ళుంటే ఇస్తారు నీ లెవెల్ కాకపోయినా నా లెవెల్కి తగ్గ ఒకరిద్దరు సుబేదారులు తెలుసు నిజమా మరి ఇన్నాళ్ళు నాతో చెప్పలేదేంటి అప్పాజీ గారు అటువంటి ప్రస్తావన మన మధ్య ఎప్పుడు వచ్చింది కనుక లిస్టు డబ్బు నా చేతికి ఇవ్వు రేపటికల్లా సామాన్లు నీ దగ్గర ఉంటాయి ఉండండి డబ్బు తీసుకొస్తా ఇదిగోండి పదివేలు పదివేల పదివేలలా సరిపోతాయా సరే సరుకు వచ్చాక బ్యాలెన్స్ ఇద్దులే బ్యాలెన్స్ ఎందుకండి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా ఇస్తారంటగా ఎవడు చెప్పాడు ఫిఫ్టీ పర్సెంట్ అని థర్టీ పర్సెంటే తగ్గుతుంది అంతేనా ఏ థర్టీ పర్సెంట్ చాలదా నీకు ట్వంటీ నాకు సరిపోయినప్పుడు నమస్తే సార్ నమస్తే నమస్తే అన్నమాట తప్పరన్నమాట తమరు టంచనగా లంచ్కి రెడీ అయిపోయారు మిలిటరీ వాళ్ళం కదా ఆ మాత్రం సిన్సియారిటీ డిసిప్లిన్ లేకపోతే ఎలా ఒక్క నిమిషం రండి కూర్చోండి సార్ దానికల్లా నాకు అందాలి సరే సరే <laughs> నేను చేయదగింది కాకపోయినా నీకోసం తీసుకొస్తానులే థ్యాంక్ యూ అలాగే నువ్వు పోనీ thank you sir Anjaneyulu brigadier Chaudhary గారు వచ్చారు ఈవేళ లేదు సార్ రాలేదు మరి నా సామాన్ వచ్చిందా ఇంకా లేదయ్యా సార్ నా సామాన్ వచ్చిందా బ్రిగేడియర్ గారు వచ్చారా బ్రిగేడియర్ వచ్చాడా నా సామాన్ వచ్చిందా ఆంజనేయలో ఇప్పటికైనా బ్రిగేడర్ వచ్చాడా ఆయన సంగతి సరే రేపే జనవరి ఇరవై ఆరు మొన్న అనగా సామాన్లు తెస్తానన్నారు వాడి సంగతి ఏంటి అది కాదు ఆంజనేయలో అది ప్లీజ్ దయచేసి నాకేదైనా సర్ది చెప్పాలని మాత్రం ప్రయత్నించకండి అమృతానికి నేను ఇవ్వబోయే సడన్ సర్ప్రైజ్ ఆ కొత్త సామాన్లేనండి అసలు అవి వాడికి ఎలా చూపిద్దాం అనుకున్నాను మీకు తెలుసా ఎలా రిపబ్లిక్ డే టీవీకి తగ్గట్టు పెరేళ్ళు సెకటాల్లా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటే మొత్తం నీరు గార్చేశారు మీకేదో బాగా తెలిసిన వాళ్ళని మిమ్మల్ని నమ్మాను హాయిగా బ్రిగేడియర్ గారికి ఇచ్చిన ఈ పాటికి ట్రయల్ పెరేడ్ అయి ఉండేది నేనిచ్చింది ఆ బ్రిగేడియర్ చౌదరికే ఏంటి అది నేను ఇంటికి వెళుతుంటే ఆయనే డ్రాప్ చేస్తారని జీప్ ఎక్కించుకున్నాడు కాకరకాయ కబుర్లు చెప్పుకుంటుంటే కార్గిలు క్యాంటీను మాటల్లో వచ్చాయి ఆయనంతటా ఆయనే మీరు మరీ మహాడస్తుల్లా ఉన్నారు నన్ను అడిగితే నేను తెచ్చి పెట్టినానే లిస్టు లాక్కున్నాడు నేను డబ్బులు ఆయన చేతుల్లో పెట్టాను మరి నా చేతుల్లో సామాన్లు ఎప్పుడు పెడతారు అదేదో నేనే ఆయన అడుగుంటే బాగుండేదేమో నేను అడిగిన వాడికే దిక్కులేదు ఎప్పుడు తెస్తాడో ఏమిటో ఫోన్ చేసి అడుగుదామంటే ఆయన ఫోన్ నంబర్ నా దగ్గర లేదు అదంతా నాకు అనవసరం నా సామాన్లన్నా తెచ్చేవండి లేదంటే నా డబ్బన్నా తిరిగివ్వండి అదేమిటో అలా మాట్లాడతావు ఆ బ్రిగేడియర్ నాకంటే నీకే బాగా క్లోజ్ కోసరే కోసరే మరీ వడ్డించావు ఆ మాత్రం అడగలేవా నాకింకే సంబంధం లేదు ఎలాగోలా నువ్వే అడిగి తెప్పించుకో మధ్యలో ఎందుకు ఒరిగించుకున్నట్టు హలో ఇది కంటోన్మెంట్ క్యాంటీనేనండి అవును మా సామాన్లు పంపించేశారండి ఏ సామాన్లు ఎవరు మీరు మాకు సామాన్లు తీసుకొస్తానని బ్రిగేడియర్ చౌదరి గారు ఓ పదివేల రూపాయలు తీసుకెళ్లారండి చౌదరి సాబా అవునండి ఆయన రెండు సార్లు ఫుల్ మిలిటరీ డ్రెస్ లో ఇక్కడికి వచ్చారు రేపు రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ గా కూడా వస్తానన్నారు ఓహో రిపబ్లిక్ డేకి అక్కడికి వస్తా అన్నారా సరే అడ్రస్ ఏంటి అమృత విలాస్ ఫిలిం నగర్ జూబ్లీ హిల్స్ ఓకే ఎవడో చీటర్ మన బ్రిగేడియర్ చౌదరి సాబ్ పేరు చెప్పి మిలిటరీ డ్రెస్లో వెళ్ళి మరీ ప్రజల్ని మోసం చేసి డబ్బు గుంజుతున్నాడు వెంటనే మనం రిపోర్ట్ చేద్దాం ఇదేంట్రా ఒకటి డ్రెస్ వచ్చే ఇందులో మనిషేడి వాళ్ళు అక్కడ లేరు సార్ మూడు రోజుల నుంచి అసలు ఆ ప్రాంతంలో లేరట పోయి పోయి ఆ గాలిలోని పట్టుకొచ్చి ఈ వేషం కట్టించారు చేతిలో నాలుగు డబ్బులు కనబడితే వాడు ఎవడి కంటికి కనబడ్డు తీసుకోండి ఏంట్రా వాడేం చెప్తున్నాడో నాకు ఒక్క ముక్క అర్థం కాల సారీరా నీ బాధ చూడలేక నేను కాసేపైనా ఆనందంగా చూడాలని రోడ్డును పోయే ఒక గాలి వెదవకి అద్దె డ్రెస్ వేయించి బ్రిగేడర్ అని నాటకం ఆడించాను అలా ఉండిపోయావేంట్రా అంజీ రే అంజీ అంజీ రే నేను చేసిన తప్పే కానీ దానికి నువ్వు ఇలా మాట్లాడకుండా రాయిలా ఉంటే నేను సహించలేనురా ప్లీజ్ రా ఏదో ఒకటి మాట్లాడరా నా ఆనందం కోసం నువ్వు అలా చేసావు బానే ఉంది నీకు సర్ప్రైజ్ ఇద్దామని నా దగ్గరున్న పదివేలు పెట్టి కిచెన్ సామాన్లు మిలిటరీ క్యాంటీన్లో తెప్పిద్దామని వాడి చేతికిచ్చాం అంత పని జరిగిందా ఒకరికొకరు తెలియకుండా ఎంత తప్పు చేసాంరా కానీ ఆ డబ్బులు నేను డైరెక్ట్ గా ఇవ్వలా అప్పాజీ తీసుకుని ఆ బ్రిగేడియర్ గాని కి ఇచ్చాడు కమిషన్ కొట్టేయాలన్న దురుద్దేశంతో అప్పాజీ మధ్యలోకి దూరాడు అనమాట అయితే ఆ బ్రిగేడియర్ డూప్ అనే విషయం అప్పాజీకి తెలియదుగా మన డబ్బులు మనం వసూలు చేసుకుందాం ఏర్పాట్లు ఎక్కడ దాకా వచ్చాయి ఆ. చీఫ్ గెస్ట్ ఎప్పుడు వస్తున్నాడు ఏమిటై అలా మన్నుదిన మంత్రుల్లో నిలబడిపోయారు ఆయన రావట్లేదు ఏ? అర్జెంట్ పని మీద ఢిల్లీ వెళ్ళారు అది ఆ కేడర్ వాళ్ళు ఢిల్లీలో వెళతారు గల్లీలకి రారు నాకు ముందే తెలుసు చెప్తే వినకుండా వెర్రి తలలు వేశారు ఇప్పుడు ఏమైంది చీఫ్ గెస్టు లేడు ఫంక్షను లేదు సరే తప్పుతుందా ఆ బాధ్యత నేనే స్వీకరిస్తాను స్నానం చేసి వస్తాను దండలవి సిద్ధం చేసి ఉంచండి ఇదేమిటి ఆయన ఢిల్లీ వెళితే డ్రెస్ ఇక్కడ ఉంది అది ఆయన వచ్చేసరికి నలిగిపోతుందేమోనని ఇంకోటి స్పేర్ గా తెప్పించి పెట్టుంచాం అదనమాట సరే ఈ డ్రెస్ నేనే వేసుకొస్తాను ఆర్మీ ఆఫీసర్ చేత జెండా వందనం చేయించాలని మీ ముచ్చట తిరుగుతుంది చిన్నప్పుడు నన్ను ఎన్సీసీ డ్రెస్ లో చూడాలన్న మా అమ్మ అచ్చటా నెరవేరుతుంది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 హ? ఎవరు మీరు ఎందుకు పట్టుకుంటున్నారు హ? ఎరా దొంగ డ్రెస్ వేసుకుని దొంగ పేరు పెట్టుకుని జనాలు మోసం చేస్తావా ఏట్రా మీరు కూడా దొంగలేనా మరా డ్రెస్సులేంట్రా అమృతం రణతంత్ర దినోత్సవం